hi friends welcome to my channel Karthika Puranam ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట తన రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చినటువంటి శత్రు సైన్యంను సంహరించడానికి సర్వ సైన్యంతో యుద్ధమునకు సిద్ధమై వచ్చినటువంటి పురంజయునకు కాంబోజాతి భూపాలకులకు కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగినది ఆ యుద్ధములో రధికుడు సైనికుడు అశ్వ అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువులు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరిని ఇంకొకరు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వములను వీరత్వములను జూపుకొనుచు భేరి దుందుబులు వాయించుకొనుచు శంఖము పూరించుకొనుచు ఉభయ సైనికులు కూడా విజయకాంక్షకే భీకర పోరాటం చేసిరి ఆ రణభూమి అందు విరిగినటువంటి రథపు గుట్టలు తెగిన ముండములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్నటువంటి ఏనుగులు గుర్రములు కలేబ్రాలు ఈ దృశ్యాలన్నింటినీ కూడా ఆ మహాయుద్ధమున వీరత్వం చూపి చనిపోయినటువంటి ప్రాణుల్ని పుష్పక విమానంపై తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి దేవదూతలు చూసిరి అటువంటి భయంకరమైనటువంటి యుద్ధము సూర్యాస్తమానం వరకు జరిగినది కాంబోజాది భూపాలన సైన్యము చాలా నష్టపోయిన ఈ యుద్ధంలో అయినను కూడా మూడు ఉన్నటువంటి వారి సైన్యము ఏడు ఉన్నటువంటి పురంజైన సైన్యమును అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యము ఉన్నను కూడా పురంజయునకు అపజయం కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గంన శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయిను బలోపేతులైనటువంటి శత్రురాజులు రాజ్యంన ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుతూ ఉండెను ఆ సమయంన అక్కడికి వశిష్ఠ మహర్షి చేసినారు పురంజయుణ్ణి ఊరడించి ఓ రాజా ఇంతకు ముందర నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్నటువంటి దురాచారాలకు అంతు లేదు ఇక్కడైనను సన్మార్గుడవే ఉండవని చెప్పి హెచ్చరించి అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుడిని సేవింపక అధర్మ ప్రవర్తుడివై ఉన్నందువల్లనే ఈ యుద్ధంలో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా సరే నా మాటని ఆలకింపుము జయాపజయాలు దైవాధీనాలు అని ఎరిగినటువంటి నీవే చింతతో కుంగిపోవట దేనికి శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను తిరిగి పొందవలనన్న తలంపు నీకు ఉన్నట్లయితే కనుక నా హితోపదేశము ఆలకింపుము ఇది కార్తీక మాసము రేపు కుత్తకా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయంలోకి వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయుచు నాట్యము చేయము ఇట్లా నడిచినట్లయితే కనుక నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాకుండా శ్రీమన్నారాయణ సేవించటం వల్ల శ్రీహరి మిక్కిలి సంతోషం అంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అటులు చేసిన ఎడల పోగొట్టుకున్నటువంటి రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేసితువు కాబట్టే నీకు అపజయం కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో దలిచి నేను చెప్పినట్లుగా నీవు చెయ్యము అని చెప్పి వశిష్ఠ మహర్షి పురంజయునకు హితోపదేశము చేసెను అపవిత్ర పవిత్రోవా నానా వస్తాన్కతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంబంతరశుచి కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణము ఏతత్ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు